వివక్షతను సహించేది లేదని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తహసీల్దార్ దారా ప్రసాద్ హెచ్చరించారు కోనాయిగూడెం గ్రామంలో ఎస్సీ కుల ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల పట్ల వివక్ష చూపితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు దళితులు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సభ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న దళితుల సమస్యల మీద ఎస్సీ ఎస్టీ కుల ప్రత్యేక ఆ కులాలకు సంబంధించిన మండలంలో ప్రతి గ్రామంలో నెలకొక గ్రామంలో సివిల్ రైట్స్ డేని ఏర్పాటు చేసి ప్రతి నెల ఏదో ఒక గ్రామంలో ముప్పయో తారీఖు నాడు దీనికి సంబంధించి మనము ప్రతి పెట్టుకోవడం జరుగుతుంది ఇంకా దూరంగా సమాజంలో వారిని ఇంకానే దూరంగానే ఉంచుతున్నారా లేకపోతే అందరినీ జనాలతో పాటు అందరితో పాటు వాళ్ళని కూడా కలుపుకొని ఇప్పుడు వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వడం కానీ అట్లా జరుగుతుందా అట్లాగనే గ్రామ పంచాయతీకి వచ్చేసరికి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఎస్సీ ఎస్టీని దూరంగా పెట్టడం వారికి సంబంధించిన